హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో హైదరాబాద్ ముంబై హైవే గురించి డిస్కస్ చేశాం ఈ వీడియోలో గచ్చిబౌలి నుంచి మోమిన్పేట వరకు చూద్దాం ఈ రోడ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అలాగే అక్కడ రెసిడెన్షియల్ యాక్టివిటీ ఎలా జరుగుతుంది రియల్ ఎస్టేట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం గచ్చిబౌలి టు మోమిన్పేట రూట్లో key segment Gachibowli and financial district ఒక సెగ్మెంట్ కోకాపేట్ మోకిల శంకర్పల్లి మెహతాబ్ ఖాన్గూడ అండ్ ఫైనల్గా Mominpet Gachibowli to Mominpet almost fifty eight kilometres distance ఉంటుంది ఇప్పుడు మనం ఈచ్ సెగ్మెంట్ గురించి జస్ట్ హై లెవెల్లో చూద్దాం first segment uh, Gachibowli and financial district areas Shankarpalli Mominpet గురించి డిస్కస్ చేస్తూ వీళ్ళేంటి uh, Gachibowli and financial districts గురించి మాట్లాడుతున్నారు అనిపించవచ్చు మనం హైదరాబాద్లో ఐటీ ఐటీఎస్ ఆఫీసెస్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయినాయి అవి ఎటు ఏ ఏరియాస్కి స్ప్రెడ్ అవుతున్నాయి దానివల్ల వాటికి ఎడ్జసెంట్గా ఉండే ఏరియాస్ అంటే మోకిల శంకరపల్లి మోమిన్పేట మీద ఎలా ఇంపాక్ట్ చేయబోతున్నాయి అని చెప్పడానికి మనం ఫస్ట్ ఈ ఏరియా గురించి కూడా డిస్కస్ చేసుకోవటం అవసరం late nineties or early two థౌజండ్స్లో హైటెక్ సిటీలో స్టార్ట్ అయ్యి అంటే ఐటీ ఆఫీస్ అని స్టార్ట్ అయ్యి అది మెల్లగా గచ్చిబోలికి గచ్చిబోలి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి స్ప్రెడ్ అయ్యాయి ఇప్పుడు almost ninety five percent of the hi-tech city fill అయిపోయింది గచ్చిబోలి ఫిల్ అయిపోయింది అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా three to four years back కొన్ని స్పేసెస్ ఉన్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోపల but last three to four ఇయర్స్లో ఆల్మోస్ట్ అన్నీ ఇదర్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి లేదా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజెస్లో ఉన్నాయి సో మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు స్పేస్ వైజ్ చాలా తక్కువ ఉంది అలాగే నానక్రామ్గూడ నుంచి ఓఆర్ఆర్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోపల ఏరియాస్ని కనెక్ట్ చేస్తూ ఆల్మోస్ట్ ఇంటర్నల్ రోడ్స్ కూడా మొత్తం కంప్లీట్ చేశారు ఆ కొత్తగా వేశారు ఇక్కడే విప్రో జంక్షన్ చాలా దగ్గరలో యుఎస్ కాన్సులేట్ కూడా ట్వెల్వ్ పాయింట్ త్రీ ఎకర్స్లో కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది అది ఓపెన్ కూడా అవడానికి రెడీగా ఉంది సో మనం ఈ financial district hi-tech city fill అయిపోయింది గచ్చిబౌలి ఫిల్ అయిపోయింది ఫైనాన్షియల్ డిస్టిక్ కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది సో మనం ఈ ఫైనాన్షియల్ డిస్టిక్ తర్వాత IT companies or IT offices or commercial offices ఎటు వెళ్తున్నాయని చూస్తే towards ORR and Kokapet side already కోకాపేటలో గర్వాలది ఆపరేషన్లో ఉంది ఇంకా కొన్ని కంపెనీస్ అనేవి కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి కోకాపేట్ ఫినాన్షియల్ డిస్టిక్లో ఐ మీన్ స్పేసెస్ ఫిల్ అవటం వల్ల ఇప్పుడు కమర్షియల్ యాక్టివిటీ అనేది ఓఆర్ఆర్ దగ్గరికి అలాగే కోకాపేట్ సైడ్కి బాగా స్ప్రెడ్ అయింది కోకాపేట్లో already few commercial I mean IT companies operate అవుతున్న బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టేజెస్లో చాలా ఉన్నాయి కోకాపేటలో రెసిడెన్షియల్ యాక్టివిటీ కొన్ని ఇయర్స్ అంటే I mean last three four years or five six ఇయర్స్గా చాలా ఎక్కువ రైస్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేశారు అలాగే లాస్ట్ ఇయర్ uh, కోకాపేటలో నియోపోలిస్ గవర్నమెంట్ వాళ్ళు ఫార్టీ నైన్ ఎకర్స్లో నియోపోలిస్ లేఅవుట్ వేసి దాన్ని డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూడొచ్చు డైరెక్ట్గా ఓఆర్ఆర్ నుంచి ఇక్కడ ఇంకో ఎగ్జిట్ కో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎగ్జిట్ కాకుండా కోకాపేటలోకి డైరెక్ట్గా వెళ్ళటానికి ఒక ఎగ్జిట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సో డైరెక్ట్గా ఓఆర్ఆర్ నుంచి కోకాపేటలోకి దీని ద్వారా వెళ్ళొచ్చు అలాగే లోపల అన్ని hundred feet roads two hundred feet roads కోకాపేటలో డెవలప్ చేస్తున్నారు అలాగే ఈ నియోపోలిస్ లేఅవుట్లో already last year or two twenty twenty వన్లో ఆప్షన్లో పర్చేస్ చేసిన కంపెనీస్ వాళ్ళు వాళ్ళ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కోకాపేట అనేది ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది ఎలా ఉందో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కోకాపేట అనేది అలా కన్వర్ట్ అవుతుంది హైదరాబాద్లో ఈ office spaces or commercial spaces or commercial corridor ఏంటో చూస్తే hi-tech city Gachibowli financial district and Kokapet ఈ ఏరియాస్ అనేవి మేజర్ కమర్షియల్ యాక్టివిటీకి హబ్ కోకాపేటలో మోకిలా కోకాపేట్ నుంచి మోకిలా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి అరౌండ్ ఎయిటీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి కోకాపేట్ నుంచి మోకిలాకి వెళ్ళే మధ్యలో కొన్ని విలేజెస్ ఉంటాయి జన్వాడ లాంటి విలేజెస్ ఉన్నాయి బట్ ఈ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ యాక్టివిటీస్ చాలా తక్కువ ఉంటాయి ఎందుకు అంటే ఇది త్రిబుల్ వన్ జీవోలో ఉన్న విలేజెస్ ఇవి అలాగే రీసెంట్గా త్రిబుల్ వన్ జీవో తీసేసి జీవో సిక్స్టీ నైన్ తీసుకొచ్చారు దాని గురించి సపరేట్గా డిస్కస్ చేసుకుందాం దానివల్ల ఈ కోకాపెట్ మోకిలా మధ్యలో ఉండే విలేజ్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది మనం సపరేట్గా డిస్కస్ చేసుకుందాం మోకిలా అని మనం చూస్తే మోకిలాలో లాస్ట్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్లో విల్లాస్ కన్స్ట్రక్షన్ బాగా పెరిగింది అప్పుడు చాలా ఎఫోర్డబుల్ ప్రైసెస్లో ఇక్కడ విల్లాస్ ఉండేవి లాస్ట్ త్రీ ఇయర్స్లో అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ కూడా బాగా పెరిగింది మేజర్ రీజన్ ఏంటంటే జస్ట్ కోకాపేటకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి యాక్సెసిబుల్గా ఉండటంతో మోకిలాలో కూడా రెసిడెన్షియల్ యాక్టివిటీ అనేది బాగా పెరిగింది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువగా ఉండేవి అప్పుడు six to seven years back ఇక్కడ ప్రైసెస్ కూడా అప్పుడు per square yard six thousand nine thousand మధ్యలో ప్లాట్స్ వచ్చేసి నుంచి మోకిలా అనేది బాగా ఐ మీన్ రోడ్డు యాక్సెసిబిలిటీ చాలా బాగుండటంతో పాటు అలాగే తెల్లాపూర్ నుంచి ఏడియల్ రోడ్ సెవెన్ కనెక్టివిటీ ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవడంతో ఇక్కడ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా బాగా పెరిగింది ఓల్డ్ వెంచర్స్లో రీసేల్లో forty K per square yard కన్నా ఎక్కువ చెప్తున్నారు ఈ ఆర్ఆర్ సెవెన్ వచ్చే ఒక సైడ్ మోకిలా ఉంటుంది రెండో సైడ్ కొండకల్లు ఉంటుంది కొండకల్లో కూడా విల్లా ప్రాజెక్ట్స్ వెంచర్స్ అయితే నడుస్తున్నాయి ప్రజెంట్లీ సో ఈ area residential apartments or villas పరంగా బాగా డెవలప్ అవుతున్న ఏరియా ఇప్పటివరకు డిస్కస్ చేసిన ఏరియాస్లో హై లెవెల్లో ప్రైసెస్ చూద్దాం గచ్చిబౌలి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో apartment prices eight thousand to twelve thousand per SFT కోకాపేటలో seven thousand to ten thousand per SFT మోకిలాలో ఫోర్ థౌజండ్ పర్ ఎస్ఎఫ్టీ పైనే ఉన్నాయి విల్లాస్ కోకాపేటలో సెవెంటీన్ థౌజండ్ పర్ సెఫ్టీ అలాగే మోకిలాలో ఎయిట్ థౌజండ్ ప్లస్ రేంజ్లోనే ఉన్నాయి ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ గచ్చిబౌలి అండ్ కోకాపేటలో కూడా కొన్ని అవైలబిలిటీ ఉంటాయి బట్ వాటి prices like one point five lakh per square yard కానీ two lakh per square yard కానీ అబోనే ఉంటాయి మోకిలాలో న్యూ వెంచర్స్ అయితే లేవు ఓల్డ్ వెంచర్స్లో forty thousand per square yard పైనే కోట్ చేస్తున్నారు రీసేల్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ ప్రైసెస్ అనేవి చాలా వేరియేషన్స్ ఉంటాయి ప్రాజెక్ట్ స్టేజ్ని బట్టి అలాగే రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంది హైవే నుంచి మెయిన్ రోడ్ నుంచి రోడ్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉన్నదాన్ని బట్టి ఉంటాయి అది మీకు కూడా అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఇవి గచ్చిబౌలి కోకాపేట మూకల గురించి హై లెవెల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో శంకర్పల్లి మెహతాబ్ ఖాన్ కూడా అండ్ మూమెంట్ పేట గురించి చూద్దాం థ్యాంక్ యూ